hi friends hello happy morning happy entrepreneurship ఈరోజు చూడండి మార్కెట్లో number of tea outlet franchises expansion జరుగుతూ ఉంది చాలామంది డిఫరెంట్ డిఫరెంట్ నేమ్స్ తోటి టీ అవుట్లెట్స్ని ఓపెన్ చేసుకుంటున్నారు ఒకప్పుడు పదివేలు ఇరవై రూపాయలు ఇరవై వేల రూపాయలు ఉండే ఈ టీ అవుట్లెట్ ఈరోజు ఆల్మోస్ట్ లక్షల రూపాయల వ్యాపారాన్ని చేస్తుంది అట్ ద సేమ్ టైం దాని మీద వచ్చే బిజినెస్ కానీ కన్వర్షన్ కానీ వాకిన్స్ కానీ అదే రకంగా జరుగుతున్నాయి ఈరోజు అటువంటి ఒక యాక్టివ్ ఫ్రాంచైజ్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను మీలో ఎవరైనా సరే కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటే ఈ ఆప్షన్ని మీరు చూస్ చేసుకోవచ్చు అయితే ఈ కంపెనీ పేరు వచ్చేసి టిమిట్ టిమిట్ డాట్ ఇన్ అనే కంపెనీ కొత్తగా ఆంధ్ర అండ్ తెలంగాణ తమిళనాడు కేరళ ఈ స్టేట్స్ అన్నిటిలో కూడా వాళ్ళ ఫ్రాంచైజెస్ ఎక్స్పాన్షన్ చేస్తున్నారు అయితే మార్కెట్లో ఇటువంటి చాలా టీ అవుట్లెట్ ఫ్రాంచైజెస్ ఉన్నాయి అయితే ఈ ఫ్రాంచైజ్ తీసుకోవడానికి రీజన్ ఏంటి ఇది మీకు ఏ విధంగా బెనిఫిట్ అవుతుందంటే first of all franchise cost four lakh fifty thousand rupees అయితే ఎర్లీ బర్డ్ ఆఫర్ కింద ఫస్ట్ హండ్రెడ్ మెంబర్స్కి థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ రాబోతుంది అంటే మీకు వచ్చే cost three lakhs fifteen thousand rupees first hundred ఎవరైతే ఫ్రాంచైజెస్ బ్లాక్ చేసుకుంటారో వాళ్ళకి వచ్చే amount three lakhs fifty thousand rupees at the same time ఈ three lakhs fifteen thousand rupees కూడా every month fifteen thousand rupees చొప్పున ట్వంటీ వన్ మంత్స్లో మీ అమౌంట్ మీకు వెనక్కి వచ్చేయడం జరుగుతుంది సో మీరు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ ఆటోమేటిక్గా వెనక్కి వచ్చేస్తుంది ట్వంటీ వన్ మంత్స్లో ఎవ్రీ మంత్ ఎలా బిజినెస్ జరిగినా సరే కంపెనీ మీకు తిరిగి ఫిఫ్టీన్ థౌసండ్ పే చేసేస్తుంది వెనక్కి అట్ ద సేమ్ టైం ఇనీషియల్గా మీకు కావాల్సిన branding material, stock and uh, interior support remaining కావాల్సిన కిచెన్ కానీ కట్లరీ కానీ ఎక్విప్మెంట్స్ కానీ స్టోర్ స్టార్ట్ చేయడానికి కావాల్సిన ప్రతి ఇన్ఫర్మేషన్ను కూడా ఇవ్వడం జరుగుతుంది దీనికి సంబంధించిన చెఫ్స్ని ట్రైన్ చేయడం జరుగుతుంది ఈ రకంగా టీమీట్ అనే ఫ్రాంచైజ్ని ఎవరైనా సరే మీ లొకేషన్లో ఓపెన్ చేసుకోవచ్చు ఒక ప్రైమరీ లొకేషన్లో ఈరోజు ఒక టీ షాప్ పెట్టాము అనుకోండి ఖచ్చితంగా వాకిన్స్ ఆటోమేటిక్గా పెరుగుతున్నాయి అయితే టీమీట్లో ఎక్కువగా చేసేది teas coffees and salads snacks ఈ నాలుగు ఎక్కువగా దీన్ని ప్రమోట్ చేస్తున్నారు సలాడ్స్ కూడా చాలా పాపులర్గా ఉంటుంది సో ఎవరైనా ఈ టీమీట్ అనే ఫ్రాంచైజీని కనుక తీసుకోవాలి అనుకుంటే కింద ఇచ్చిన నెంబర్కి కాల్ చేసుకోవచ్చు దీనివల్ల ఉండే అడ్వాంటేజ్ ఫస్ట్ చెప్తున్నాను చూడండి actual cost four lakhs fifty thousand rupees but ఎవరైనా ఫస్ట్ హండ్రెడ్లో ఎవరైతే స్టార్ట్ చేయబోతున్నారో వాళ్ళకి థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ రాబోతుంది at the cost of three lakh fifteen thousand అంటే ఎవ్రీ మంత్ ఫిఫ్టీన్ థౌసండ్ మళ్ళీ బైబ్యాక్ ఇస్తున్నారు అంటే మీరు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ హండ్రెడ్ పర్సెంట్ మీకు వెనక్కి వచ్చేస్తుంది హండ్రెడ్ పర్సెంట్ మీకు వెనక్కి వచ్చేస్తుంది ట్వంటీ వన్ మంత్స్లో అట్ ద సేమ్ టైం మీకు కావాల్సిన branding material marketing material business cards brochures catalogues mixers jars spoons tables glasses cups ప్రతిదీ కూడా ఇనీషియల్గా స్టాక్ మీ దగ్గరకు వస్తుంది అక్కడి నుంచి ఒక fifteen days twenty days training at the same time basic branding material start చేసిన తర్వాత అక్కడి నుంచి వాక్ అండ్ బిజినెస్ ఆటోమేటిక్గా జరుగుతుంది ఎవ్రీ మంత్ కంపెనీ నుంచి మీరు స్టాక్ పర్చేస్ చేసుకొని ఆ స్టాక్ని మార్కెట్లో సేల్ చేసుకుంటారు దీని ఆర్వై కూడా ఎలా ఉంటుందంటే సెవెంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ అంటే థర్టీ పర్సెంట్ కంపెనీకి వస్తుంది ఇందులో వచ్చే మార్జిన్ మిగిలిన దాంట్లో సెవెంటీ పర్సెంట్ మీకు వస్తుంది at the same time twenty one మంత్స్లో మీ పెట్టుబడి కంప్లీట్గా వెనక్కి వచ్చేస్తుంది సో ఈ బిజినెస్ని ఎవరైనా తొందరగా స్టార్ట్ చేయాలి అనుకుంటే కింద ఇచ్చిన నెంబర్కి కనుక కాల్ చేశారనుకోండి ఆటోమేటిక్గా మా టీము మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ డీటెయిల్స్ అవన్నీ షేర్ చేయడం జరుగుతుంది మీరు కనుక ఓకే అనుకుంటే కంపెనీ డీటెయిల్స్ మీకు పంపిస్తారు అక్కడి నుంచి మీకు కావాల్సిన బిజినెస్ ట్రాన్సాక్షన్ హ్యాపీగా చేసుకోవచ్చు ఇంకెందుకు లేట్ తొందరగా స్టార్ట్ చేయండి జీరో ఇన్వెస్ట్మెంట్తో ఈ బిజినెస్ మొదలు పెట్టుకోండి happy entrepreneurship thank you bye bye